మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములు అందరికీ శుభాభివందనాలు ప్రియులారా మీ అందరూ బాగున్నారని నేను విశ్వసిస్తున్నాను ఎందుకంటే మన దేవుడు మంచి దేవుడు మనల్ని పోషిస్తున్నాడు బ్రతికిస్తున్నాడు బలపరుస్తున్నాడు ప్రియులారా అనేక సార్లు ఆయనను గుర్తు చేసుకుపోయినప్పటికీ మనల్ని ఆయన ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటున్నాడు కాబట్టి అలాంటి దేవాతి దేవుణ్ణి మనం మహింపరిచి గనపరచాల్సినటువంటి అవసరత మన మీద ఎంతైనా ఉన్నది మరి ఈరోజు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి కృపావాక్యమును మనము ధ్యానించుకుందాం ప్రియులారా యర్షయా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనమును మనం చదువుకుందాం ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు ఏలయనగా అతడు నీయందు విశ్వాసం ఉంచి ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడిక్కడ తెలియజేస్తూ ఉన్నాడు యవన మనస్సు అనగా యవన మనస్సు దేవుని మీద ఆనుకునో వానికి నెమ్మది దొరుకుతుంది నేటి దినాల్లో మనం చూస్తాం ప్రియులారా నెమ్మది లేని బ్రతుకులు సమాధానము లేని బ్రతుకులు మరి ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు ప్రజలందరూ ప్రియులారా మరి అలాంటి వారికి నెమ్మది దొరకాలంటే ప్రభువును ఆశ్రయించాలి మనం చాలా ప్రయాసపడతాం ప్రియులారా అది సాధించాలి ఇది సాధించాలి అది చేయాలి ఇది చేయాలి అని ఏదో టెన్షన్ పడిపోతూ ఉంటాం కానీ ప్రియులారా మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా మనం సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడితే దేవుడు గొప్ప కార్యాలు మనకు చేస్తాడు ఎందుకంటే ప్రియులారా అనేక మంది నెమ్మది కావాలని శాంతి కావాలని సమాధానం కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అనేక మంది తీర్థాలు కానీ గుళ్ళు కానీ వాటి కానీ వీటి కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ తిరుగుతూ ఉంటారు ఏదో నెమ్మది కొరకు ప్రియుల అది కాదు చేయవలసింది మోకరించి ప్రార్థన చేసి దేవునికి మొరపెడితే దేవుడు నీకు నెమ్మది ప్రశాంతతనిస్తాడు అంతేకాదు ఎందుకంటే మరి ఏలయనగా అతడు నీయందు విశ్వాసం ఉంచి ఉన్నాడు దేవుని యందు అతడు విశ్వాసం ఉంచాడు కాబట్టి అతన్ని కాపాడుతాడు ప్రియులారా విశ్వాసం అనేది చాలా ముఖ్యం మనం దేవుని యందు విశ్వసించటం ద్వారా ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకరాలు మనం చూస్తాం కాబట్టి మరి ఆయన మీద ఆనుకుందాం సంపూర్ణంగా ఆయన గొప్ప కార్యాలను మనం చూద్దాం కీర్తనకారుడు మరొక వచనాన్ని తెలియజేస్తూ ఉంటున్నాడు కీర్తనల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయము పన్నెండు వచ్చిన ఒకసారి మనం గమనించినట్లయితే ప్రియులరా యహోవయందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వానికి బోధించును అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానం భూమిని స్వతంత్రించుకును అంటున్నాడు ప్రియులారు ఇక్కడ పదమూడవ వచనంలో అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అంటున్నాడు ఎట్లా ఉంటుందండి అతని ప్రాణము నెమ్మదిగా ఉంటుంది ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయించాడు కనుక ప్రిలరా భక్తుడైన దావీదు మరి సౌలు రాజు చేత ఎన్నో ప్రాణాపాయాల ప్రాణాపాయంలో నుండి తప్పించబడ్డాడు ప్రాణగండాలు వచ్చినాయి ఆయన ద్వారా ఈయనకి మరి రాజు తలుచుకుంటే దెబ్బలు కొదు అని ఆ దేశానికి రాజు సౌలు ఒక సామాన్యుడు దావీదు దావీదిని తరుముతున్నాడు ఎప్పుడు చంపటానికి కానీ ప్రియులారా అంత ప్రాణభయం ఉన్న దావీదిలో నెమ్మది ఉంది ఎందుకంటే దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు కనుక దేవుడు నన్ను కాపాడతాడు ఈ ప్రాణాపాయ పరిస్థితుల నుండి నా శత్రువుల నుండి నన్ను దే ఖచ్చితంగా దేవుడు కాపాడతాడనే విశ్వాసం దావీదుకు ఉంది కనుక నెమ్మదిగా ఉన్నాడు షడ్రక్ మేషకు ఉబెద్దులు అల్లాడు బబులోను దేశంలో తీసుకువెళ్ళి దే ఇక నా విగ్రహానికి మొక్కపోతే యజ్ఞంలో పడేస్తానని చెప్పినా కూడా వారు నెమ్మదిగా ఉన్నారు బికాస్ ఆఫ్ దే హ్యావ్ ఒక గ్రేట్ ఫెయిత్ వారు విశ్వాసం ఉంచారు కనుక ప్రియులారా అంతేకాదు మరి దానియలు కూడా సింహాల గుహలో పడేస్తాం మరి ఏ దేవునికి ఒక నెల వరకు మొక్కకూడదు అని చెప్పినప్పుడు కూడా ఈయన ఎరుషులేం తట్టు తిరిగి ముమ్మారు ప్రార్థన చేశాడని బైబిల్ చెప్తుంది శాసనము సంతకం చేయనప్పటికీ అయినా ప్రియులరా ఆయన విశ్వాసం కలిగి ఉన్నాడు గనుక దేవుడు ప్రతి పరిస్థితి నుండి తను కాపాడుతాడు గనుక అలాంటి విశ్వాసంతో ఉన్నాడు గనుక తన నెమ్మదిగా ఉన్నాడు కాబట్టి దేవుని మీద మనం ఆధారపడాలి ఆనుకోవాలి ఆయన విశ్వాసం ఉంచాలి అప్పుడే పూర్ణ శాంతి మనకు కలుగుతుంది దేవుడు మీ అందరిని గాక ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడ వందనాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా మమ్మల్ని మీరు ప్రేమించారు ఎవని మనసు నీ మీద ఆనుకును వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడు దేవుడు అయ్యా వందనాలు ఆ రీతిగా మేము మిమ్మల్ని ఆనుకోనటం వలన మీ మీద మాకు నెమ్మదిని ప్రశాంతతనిచ్చిన దేవుడు నాయన ఆ రీతిగా మా ప్రియులు ఎంతోమంది ఉన్నారు నెమ్మది లేని వారు వారికి నెమ్మదిని ప్రసాదించండి దీవించండి కుటుంబాలు కలహాలు భార్యభర్తల మధ్య గొడవలు ప్రభా ప్రభా అసాంఘికమైన పరిచయ చర్యలు ప్రభా ఇదిగో ప్రభా అనేక రకాలైనటువంటి వ్యతిరేకతలు ఉన్నాయి కుటుంబాల్లో సమాజంలో వాటన్నిటిని తొలగించి ప్రజలకు నెమ్మదిని శాంతిని ప్రసాదించి దీవించమని యేసు పరిశుద్ధం అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని సాహస ఇక్కడ చేరు మనకును సకల పరిశుద్ధులకి ఎల్లప్పుడు తోడేయండి నడిపించునుగాక ఆమెను అందరికీ వందనాలు ప్రియులారా మరి దినాన్ని కలుద్దాం మరి దేవుడు మీ అందరిని కూడా దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక మిమ్మల్ని పూర్ణ శాంతి గలవానిగా చెయ్యనుగాక గాడ్ బ్లెస్ యు ఆల్